hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు ఈ వీడియోలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు చెయ్యకూడనటువంటి పొరపాట్లను మీకు చూపిస్తూ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాము చూడండి ఇవే మూడు వందల అరవై ఐదు వత్తులు అనమాట ఇవి కొన్నవి కాదు స్వయంగా చేతితో చేసుకున్నవి వీటిని సాధారణంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి నాడు అలాగే పౌర్ణం నాడు సోమవారాల్లో కూడా చక్కగా వెలిగిస్తారు అంటే మామూలు రోజుల్లో కూడా వెలిగించవచ్చు అయితే పర్వదినాల్లో వెలిగించినట్లయితే కనుక విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏ విధంగా పూజ చేసి వెలిగించాలో మీకు చిరావురి వంశాల్లో వీడియో పెట్టడం జరిగింది ఒకవేళ ఆ వీడియో చూడడం మీరు మిస్ అయినట్లయితే కనుక ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము క్లిక్ చేసుకుని చూడవచ్చు ముందుగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి ఇది విడదీసినటువంటి పత్తి అలాగే ఇది ఆవు కచ్చికతోటి చేసినటువంటి బూడిద ఇప్పుడు కొద్దిగా పత్తి తీసుకుని చేతికి కొద్దిగా విభూదిని అంటించుకుని పత్తిని ఈ విధంగా నలిపి లాగుతూ ఉంటే చూడండి పోగు ఏ విధంగా వస్తుందో పత్తి పోగు ఈ పోగుకి కొద్దిగా పురి పెట్టి ఈ విధంగా నాలుగు వేళ్లతోటి ఒక రౌండ్ అలాగే ఒక హాఫ్ రౌండ్ వేసి ఈ విధంగా మెని తిప్పి కట్ చేసినట్లయితే చూసారా ఒత్తి తయారైపోయింది కదా దీన్నే కాడవత్తు అంటారు ఇది తెంపినటువంటి భాగము అలాగే ఇది మెలిపెట్టినటువంటి భాగము ఈ విధంగా ఒత్తుల్ని తయారు చేసుకుని మూడు వందల అరవై ఐదు వచ్చేట్టుగా చూసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా మూడు వందల అరవై ఐదు ఒత్తులే కాకుండా ఎక్స్ట్రా ఇంకా కొన్ని యాడ్ చేసి అప్పుడు వెలిగించడం చాలా మంచిది ఇప్పుడు వీటన్నింటినీ లెక్క పెట్టి కట్ట కింద కట్టుకున్నాం అనమాట ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట చూడండి మీకు చూస్తుంటే చాలా క్లియర్ గా తెలుస్తోంది కదా ఇది మెలివేసినటువంటి భాగము అలాగే ఇది ముడి వేసినటువంటి భాగము రెండింటికి తేడా తెలుస్తోంది కదా అందుకే ఇంకా బాగా దగ్గరగా చూపిస్తున్నాను ఈ ముడులున్నటువంటి భాగము ఈ విధంగా కిందకి పెట్టి ఈ భాగం పైకి వచ్చేటట్టుగా పెట్టి అప్పుడు వెలిగించాలి ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు కాబట్టి మరొక్కసారి గమనించండి ఇలా ముడులున్న భాగాన్ని పైకి పెట్టి వెలిగించకూడదు ఇలా చేసినట్లయితే కనుక ఒత్తులు వెలిగించినటువంటి పుణ్యం బదులు పాపం వస్తుంది ఒత్తుల్ని ఎప్పుడు తల భాగం నుండే వెలిగించాలి కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తూ చక్కగా వెలిగించండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నేతిలో నానబెట్టి గుడిలో పూజ చేసి వెలిగించి అలానే చాలా మంది వదిలేస్తూ ఉంటారు కానీ అలా వదిలేయకూడదు ఆ ఒత్తులు వెలుగుతున్నంతసేపు శివకేశవుల నామస్మరణ చేయటం కానీ లేకపోతే కార్తీక పురాణం వినడం లేకపోతే చదవడం కానీ చెయ్యాలి ఈ ఒత్తులు పూర్తిగా హుతం అయ్యాక పైన కొద్దిగా నీళ్లు చల్లి నిప్పు లేకుండా చూసుకుని పచ్చని మొక్కలో పెట్టండి లేకపోతే నీటిలో అయినా సరే కలపండి తరువాత ఈ ఒత్తులు వెలిగించినటువంటి ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేయండి ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మీకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక మాసంలో వెలిగించినటువంటి పుణ్యము సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఎటువంటి పొరపాట్లు చేయకుండా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సాంప్రదాయమైనటువంటి విషయాల కోసం మా Nandala sisters YouTube channel subscribe చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ